Hello everyone welcome to Achievers Academy friends ఈరోజు మనం డిసెంబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్లో పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ సెషన్లో కంప్లీట్ చేసేద్దాం సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే అండి కాస్ట్ ఆఫ్ లీవింగ్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ మనకి కరెంట్ అఫేర్స్లో కనిపిస్తుంది మరి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ అనే ఈ రిపోర్ట్ ఎవరిస్తారు అంటే లండన్కి చెందినటువంటి ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేవారు ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ని ఇస్తారనమాట who gives the cost of living report simply మిమ్మల్ని అడిగినప్పుడు ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు ఈ రిపోర్ట్ని ఇస్తారండి దాదాపు నూట డెబ్బై రెండు కంట్రీస్లో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా ఉంటుందన్న పూర్తి సర్వే ద్వారా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ రిపోర్ట్లో కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ని మీరు నోట్ చేసుకోవాలి ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ సిటీగా న్యూయార్క్ మరియు సింగపూర్ టాప్ పొజిషన్లో ఉన్నాయండి what are the costliest cities are expensive cities in India to live those are New York and Singapore అనమాట థర్డ్ పొజిషన్లో తెల్ అవీవ్ ఫోర్త్ పొజిషన్లో లాస్ ఏంజల్స్ మరియు హాంకాంగ్ సిక్స్త్ పొజిషన్లో Zurich which is in Switzerland okay Tel Aviv వచ్చేసి మీకు ఇజ్రాయెల్లో ఉంటుంది నెక్స్ట్ స్విట్జర్లాండ్లోని జెనీవా సెవెంత్ పొజిషన్ ఎయిత్ పొజిషన్లో శాన్ ఫ్రాన్సిస్కో అయితే ఇండియాకి చెందినటువంటి మూడు సిటీస్ కూడా ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్లో చోటు దక్కించుకున్నాయి the costliest city to be lived in India is Bengaluru highest పొజిషన్లో ఉందండి బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నిటికంటే ఎక్కువ ఇండియాలో సెకండ్ పొజిషన్లో చెన్నై థర్డ్ పొజిషన్లో అహ్మదాబాద్ నిలిచాయన్న విషయాన్ని కూడా ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి very very important who gives the cost of living report it is given by London based Economist intelligent unit అనే సంస్థ వారు so next important current affair అండి రీసెంట్లీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు the golden jubilee celebrations of North East కౌన్సిల్లో పార్టిసిపేట్ చేశారనమాట మీరు పాలిటీ చదువుతున్నప్పుడు ఇంటర్ స్టేట్ రిలేషన్స్లో ఇంటర్ స్టేట్ రిలేషన్స్లో మనము జోనల్ కౌన్సిల్స్ని చూస్తూ ఉంటాం what do we see my friends zonal councils ఈ జోనల్ కౌన్సిల్స్ అనేటివి state reorganisation act nineteen fifty six ఏంటండి state reorganisation act nineteen fifty six ద్వారా మనము వీటిని ఫామ్ చేసుకున్నామన్నమాట జోనల్ కౌన్సిల్స్ని అయితే ఈ నార్త్ ఈస్ట్ కౌన్సిల్ మాత్రం నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ని మాత్రం మనం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మనం సపరేట్ యాక్ట్ ద్వారా ఏర్పరచుకున్నాం okay so small correction this is not sixty one this is seventy one nineteen seventy one so will learn about that so zonal councils అనేటివి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కావండి స్టాట్యుటరీ బాడీస్ అంటే ఒక పార్లమెంటరీ లా ద్వారా ఏర్పడినటువంటి ఒక ఆర్గన్ అనమాట established by the Act of Parliament under State Reorganization Act 1956. They are the high-level advisory forums constituted to increase the cooperation among the states and union territories. ఒక్కో రీజియన్కి ఒక్కో జోనల్ కౌన్సిల్ ఉంటుందండి సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఇలా జోనల్ కౌన్సిల్స్ మనకు ఉంటాయి ఓకే ఇంకోటి వచ్చేసి నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ ఈ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా కాకుండా వేరే యాక్ట్ అండి North Eastern council act nineteen seventy one ద్వారా ఇది ఏర్పడింది దీంట్లో కొన్ని అమెండ్మెంట్స్ చేసిన తర్వాత సిక్కింని కూడా ఈ యొక్క స్టేట్స్లో ఇంక్లూడ్ చేసాం మనం నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ స్టేట్లో అదే కాకుండా ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్కి ఆ యొక్క రీజన్కి సంబంధించినటువంటి బడ్జెట్ని ఆ యొక్క రీజన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్లాన్స్ని కూడా తయారు చేసేందుకు గాను దీనికి మనం పవర్స్ ఇచ్చామన్నమాట వన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈ జోనల్ కౌన్సిల్స్లో అది స్టేట్ రీఆర్గనైజేషన్ ద్వారా ఫామ్ అయినటువంటి జోనల్ కౌన్సిల్ కానివ్వండి లేదా సపరేట్గా ఫామ్ అయినటువంటి ఈ నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ కానివ్వండి ఈ రెండు జోనల్ కౌన్సిల్స్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో they are non binding they are only recommendatory in nature అంటే ఒక రికమెండేషన్ లానే ఉంటాయి తప్ప బైండింగ్ అయితే కావు okay they are statutory bodies So next important current affair and recently Razorpay has become India's first payment gateway to support credit cards on UPI Unified Payment Interface Dwara Razorpay became the India's first payment gateway to support credit cards okay very very important direct అండి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏమీ లేదు so Razorpay becomes India first payment gateway to support credit cards on UPI next important current affair అండి two African pearls subsea cable ఏంటండి two African pearls subsea cable ఇది సింపుల్గా చెప్పాలంటే అండి రీసెంట్లీ భారత్ ఎయిర్టెల్ కంపెనీ వారు మెటా ఇంతకుముందు ఫేస్బుక్గా పిలువబడినటువంటి మెటా కంపెనీతో ఆఫ్రికాని కవర్ చేస్తున్నటువంటి అండర్ సీ కేబుల్ అండి ఇది ఇంటర్నెట్ని ఆఫ్రికాకి ప్రొవైడ్ చేయడానికి ఫేస్బుక్ కంపెనీ వారు లే చేసినటువంటి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద డీప్ సీ కేబుల్ దీని నుంచి ఇంటర్నెట్ని భారతదేశానికి కనెక్ట్ చేసేందుకు గాను మెటా కంపెనీతో అంటే ఫేస్బుక్ కంపెనీతో భారతీ ఎయిర్టెల్ ఎయిర్టెల్ కంపెనీ వారు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అందుకుగాను ఈ two African pearls subsea cable అనేది మనకి న్యూస్లో ఉంది సింపుల్గా టూ ఆఫ్రికన్ పర్ల్స్ దేనికి సంబంధించింది అని మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు అనమాట recently seen in news two African pearls is related to దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్కి కొంత మిస్ మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి ఇది చైనా వాళ్ళు నిర్మించే నిర్మించబోతున్నటువంటి ఒక రోడ్ ఒక సీ రూట్ అలా ఇస్తారనమాట కన్ఫ్యూజ్ కాకండి ఆఫ్రికన్ పర్ల్స్ అంటే ఆఫ్రికాని కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ సబ్ సీ కేబుల్ని టూ ఆఫ్రికన్ పర్ల్స్ అంటాం ఆఫ్రికా ప్రాంతం నుంచి అరేబియన్ ప్రాంతాన్ని ముఖ్యంగా సౌదీ అరేబియాని కలుపుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి ముంబై మరియు చెన్నైని కలపడానికి గాను ఈ లైన్ అనేది ఎక్స్పాండ్ చేసేందుకు ఎవరెవరి మధ్యలో ఒప్పందం జరిగింది మెటా అండ్ ఎయిర్టెల్ మెటా వచ్చేసి ప్రస్తుతం ఫేస్బుక్ ఉన్నటువంటి కొత్త పేరండి ఓకే సో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను Bharti Airtel said it would partner with Facebook parent company Meta to jointly invest in global connectivity infrastructure that would expand the sea cable that is two African pearl sea కేబుల్ని ఈ two African pearl sea cable అండి అది మెటా కంపెనీ ఫేస్బుక్ వారు లాంచ్ చేశారు రెండు వేల ఇరవైలో దాదాపు మూడు వేల ముప్పై ఏడు వేల కిలోమీటర్లు కలిగినటువంటి సబ్సీ కేబుల్ దీన్ని ఎక్స్టెండ్ చేయడం ద్వారా దీని ఎక్స్టెన్షన్ మనకి UAE Oman Qatar Saudi Arabia వంటి దేశాలకు కూడా ఎంతగానో లాభం కలుగుతుంది Oman UAE Qatar Bahrain Iraq Pakistan మరియు ఇండియా అండ్ సౌదీ అరేబియాకి ఇది ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది ఓకే సో ఎయిర్టెల్ వారు మెటా కంపెనీతో కలిసి అలానే సౌదీకి చెందినటువంటి సౌదీ టెలికమ్యూనికేషన్ కంపెనీతో కలిసి ఈ ఎక్స్పాన్షన్ని పాల్గొంటున్నాం మన భారతదేశంలో ఎయిర్టెల్కి రెండు పాయింట్స్ ఉన్నాయండి ఈ కేబుల్ని లోడ్ చేసుకునేందుకు గాను ఒకటి వచ్చేసి ముంబై దగ్గర ఇంకో ఇంకో రెండు వచ్చేసి మనకి చెన్నై దగ్గర ఉంటాయి those are called landing station so that they can take that deep sea cable and connect it to the internet provision in India so ఈ యొక్క two African pearls cable connectivity ఇండియాకి రావడం ద్వారా భారతదేశంలో మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ దక్కుతుంది దాంతోపాటు ఫాస్టర్ బ్రౌజింగ్ అనేది కూడా మనకి పాసిబుల్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేశాను okay this are all self explanatory my friends one thing I wanted to say was two African pearls అంటే ఏంటో నేను మీకు చెప్పాల్సి ఉండే I said you so next important current affair అండి రీసెంట్లీ మెటర్నిటీ మోర్టాలిటీ రేటుకి సంబంధించి మనకి రిపోర్ట్ వచ్చిందండి ఆ రిపోర్ట్ ప్రకారం కనుక చూసినట్టయితే భారతదేశంలో మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ నూట మూడు నుంచి తొంభై ఏడుకు చేరుకుందండి తద్వారా నేషనల్ హెల్త్ పాలసీలో మనం ఇచ్చుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఏంటండి నేషనల్ హెల్త్ పాలసీలో భారత ప్రభుత్వం వారు ఒక టార్గెట్ పెట్టుకున్నారండి ఆ టార్గెట్ ఏంటంటే మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటే ప్రతి లక్ష జననాల్లో ఇన్ ఎవ్రీ వన్ ల్యాక్ బర్త్స్లో అతి తక్కువ మరణాలు కలగాలి తల్లులకి అని చెప్పేసి మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఉంటుంది దాన్ని భారతదేశంలో హండ్రెడ్ కంటే తక్కువ చేయాలి అని చెప్పేసి మనం నేషనల్ హెల్త్ పాలసీలో టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ని ఇప్పుడు అచీవ్ చేసినందుకు గాను ఈ కరెంట్ అఫేర్ని మీరు నోట్ చేసుకోవాలి ఎందుకంటే this is very very important because even we have studied the Telangana's maternity mortality rate వచ్చేసి యాభైకి దిగువన ఉంది తద్వారా మన తెలంగాణ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని అచీవ్ చేసిందని నేర్చుకున్నాం అందుకు గాను దీన్ని కూడా నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనమాట సో పాన్ ఇండియా లెవెల్లో what is the maternity mortal rate present in India ninety seven ninety seven very very important ninety seven is the maternity mortality rate of India through this we have achieved our national health policy అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎస్డిజి గోల్స్ ఏవైతే రెండు వేల ముప్పై కల్లా మనం సాధించాల్సినటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మాత్రం యాభై కంటే తక్కువ తీసుకురావాలనేది ఏమన్నమాట అయితే యాభై కంటే తక్కువ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ కలిగినటువంటి రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నాయండి అందులో ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఒకటి మన తెలంగాణ ఇంకొకటి మన Andhra Pradesh okay I will save that also recently ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేసినటువంటి స్పెషల్ బులెటిన్ ఆన్ ఎంఎంఆర్లో ఈ రిపోర్ట్ రావడం జరిగింది ఎవరండి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేసినటువంటి స్పెషల్ బులెటిన్ ఆన్ ఎంఎంఆర్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ దక్కింది రెండు వేల పదిహేడు పంతొమ్మిదితో పోల్చుకుంటే we have reduce six points in maternity mortality rate అసలు మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటండి the number of maternal deaths child birth టైంలో ఎంతమంది మహిళలు మరణిస్తున్నారు in every one lakh child births the number of maternal death during the time period per one lakh live births okay as per the statistics derived from the sample registration system the country has witnessed a progress ఇక్కడ చూడండి ప్రోగ్రెస్గా మనం తగ్గించుకుంటూ వచ్చాం ఒకనొకప్పుడు రెండు వేల పద్నాలుగు పదహారులో నూట ముప్పై ఉన్నటువంటి ఈ మెటర్నిటీ మొర్టాల్ రేట్ ప్రస్తుతం తొంభై ఏడుకు చేరుకుందండి one has to note down all these points okay so next already నేను మీకు చెప్పాను ఈ యొక్క తొంభై ఏడుకు చేరుకోవడం ద్వారా నేషనల్ హెల్త్ పాలసీ కింద మనం వంద కంటే తక్కువ మరణాలను తీసుకొద్దామని చెప్పేసి ఏం పెట్టుకున్నాం దాన్ని మనం అచీవ్ చేసుకున్నాం అయితే ఎస్డిజి టార్గెట్ వచ్చేసి seventy less than seventy maternity mortal rate ఉండాలనేది ఎస్డిజి గోల్ అనమాట దాన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి ఎనిమిది రాష్ట్రాలు అచీవ్ చేశాయి ఆ ఎనిమిది రాష్ట్రాల పేర్లను నోట్ చేసుకోవాలి అతి తక్కువ మెటర్నిటీ మోర్టాల్ రేట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళలో ఉంది okay 19 people for 1 lakh childbirths. Maharashtra second place thirty three తెలంగాణలో maternity mortality rate is forty three third పొజిషన్లో తెలంగాణ ఉంది ఫోర్త్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఫిఫ్త్ పొజిషన్లో తమిళనాడు సిక్స్త్ పొజిషన్లో Jharkhand with fifty six seventh పొజిషన్లో గుజరాత్ ఎయిత్ పొజిషన్లో Karnataka with sixty nine maternity mortality rate okay so these are the important points ఈ ఎనిమిది రాష్ట్రాల పేర్లు ఈ ఎనిమిది రాష్ట్రాల యొక్క మెటర్నిటీ మోటాల్ రేట్ అలానే భారతదేశం యొక్క maternity mortal rate national health పాలసీలో మనం hundred lakh hundred MMR for one lakh birth అలానే ఎస్డిజిలో డెబ్బై అనే ఈ అన్ని నెంబర్స్ కూడా మీకు ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే అయితే కేంద్ర ప్రభుత్వం వారు మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ని తగ్గించేందుకు గాను ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారండి for example Laksh Sumant okay Suman Laksh Janani Suraksha Janani Shishu Suraksha Yojana okay for example సు సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ అభియాన్ ఓకే సో ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకురావడం అలానే లేబర్ రూమ్ క్వాలిటీ కోసము లక్ష్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకురావడం ద్వారా ఈ యొక్క అచీవ్మెంట్ అనేది మనకు దక్కిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి very very important I'm not elaborating each and every scheme because class లాంగ్గా అవుతుంది so I hope you will search Janani Suraksha యోజనని సర్చ్ చేయండి సుమన్ స్కీమ్ని సర్చ్ చేయండి అలానే లక్ష్ స్కీమ్ని కూడా మీరు సర్చ్ చేసి నోట్ చేసుకుంటే సోషల్ ఇష్యూస్కి సంబంధించి మెయిన్స్ ఆన్సర్ని అద్భుతంగా మీరు రాయగలరు నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి former athlete PT Usha nominated to the vice chairman panel in Rajya Sabha nominated members కండి ఇప్పటి వరకు రాజ్యసభ హిస్టరీలో ఏ ఒక్క నామినేటెడ్ మెంబర్ని కూడా వైస్ చైర్పర్సన్ ప్యానల్కి మనం నామినేట్ చేయలేదు మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే మన పిటి ఉషా గారు PT Usha is the first person or first women అని కూడా చెప్పచ్చు ఫస్ట్ మెన్ కేటగిరీలో కూడా ఎవరు లేరు she is the first person to be elected to the or nominated to the vice president panel from nomination category okay nominate అయినటువంటి రాజ్యసభ మెంబర్స్ ఇంతకుముందు ఎవరు కూడా వైస్ చైర్పర్సన్ ప్యానెల్లో లేరు పిటి ఉష గారు మొట్టమొదటి వారు అందుకు ఇది న్యూస్లో నోట్ అయింది this is very very important so mister Dhankhar announce that it is the first time a nominated member has been appointed as a vice chairperson panel ఈ యొక్క ప్యానెల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారికి కూడా చోటు దక్కిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి very very important current affair okay recently PT Usha was nominated to the vice chairperson panel is the first nominated members of Rajya Sabha to get in the vice chairperson panel next Kirit Parikh committee అనేది న్యూస్లో ఉంది ఈ కిరిక్ పారిక్ కమిటీ అనేది దేనికి సంబంధించింది అంటే ఎల్పిజి ప్రైజింగ్స్కి సంబంధించింది దేని గురించి అండి ఎల్పిజి ప్రైజింగ్స్ని రివ్యూ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు నియమించినటువంటి ఒక కమిటీయే Kirit Kirit Parikh committee very very important committee వచ్చేసి రీసెంట్లీ దాని రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ఆ రిపోర్ట్ చాలా elaborative report not necessary from the prince point of view but remember Kirit Parikh committee దేనికి సంబంధించింది అంటే ఎల్పిజి ప్రైజింగ్కి సంబంధించింది సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైజింగ్ ఏ విధంగా ఉండాలి ఆయిల్ ప్రైజింగ్స్ ఏ విధంగా ఉండాలి భారతదేశంలో అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఒక కమిటీ ఈ కమిటీ యొక్క ఇంపార్టెంట్ రికమెండేషన్ నన్ను ఎవరైనా అడిగితే ఈ కమిటీ ఏం చెప్పిందంటే అండి గ్యాస్ మరియు పెట్రోలియంని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ కమిటీ చేసినటువంటి ఒక ముఖ్యమైన రికమెండేషన్గా మీరు చెప్పవచ్చు next important current affair is that Meghalaya government unveils the the first drone delivery hub ఆసియాలోనే మొట్టమొదటి డ్రోన్ డెలివరీ హబ్ని ఏ రాష్ట్రంలో లాంచ్ చేశాము అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే it was launch in the state of Meghalaya tech eagle అనే కంపెనీ వారితో కలిసి ఈ యొక్క ఇనిషియేటివ్ని మేఘాలయ ప్రభుత్వం వారు లాంచ్ చేశారు ఈ యొక్క డ్రోన్ డెలివరీ హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి మేఘాలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలు లేదా హాస్పిటల్స్కి డ్రోన్స్ ద్వారా ఎమర్జెన్సీ మెడిసిన్స్ని పంపించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం so who was the company the startup call tech eagle and Meghalaya government ఇద్దరు కలిసికట్టుగా ఆసియాలోనే this is the Asia's first drone delivery hub Asia's first drone delivery hub very very important ఈ ప్రాజెక్ట్ యొక్క ఏమేంటి అండి delivering vital supplies like drugs diagnostic samples vaccines blood and blood components quickly and safely to different regions of the state using the dedicated drone delivery network ఈ యొక్క డెడికేటెడ్ డ్రోన్ డెలివరీ నెట్వర్క్ ద్వారా ఎమర్జెన్సీ మెడిసిన్స్ని మనం ప్రజలందరికీ పంపించగలం అనమాట very very important okay where was the Asia's first drone delivery hub unveiled it was in Meghalaya ఎవరితో కలిసి టెక్ ఈగల్ అనే ఒక స్టార్టప్తో కలిసి టెక్ ఈగల్ పేరు కూడా నోట్ చేసుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి India's first carbon neutral farm inaugurated in Kerala భారతదేశపు మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ ఫామ్ ఏ రాష్ట్రంలో ఉంది అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే అది కేరళలో ఉందని నోట్ చేసుకోవాలి రీసెంట్లీ కేరళ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పినరై విజయన్ గారు ఈ యొక్క అలువా అనే ప్రదేశానికి గాను భారతదేశపు మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ ఫామ్ స్టేటస్ని వారు అసైన్ చేశారండి అందుకు గాను ఇక్కడ ఉంది so where is India's first carbon neutral farm located in the state of Kerala that is in a place called Aluva Aluva very very important okay next important current affair అండి world's first real time gold ATM అనేది ఎక్కడ లాంచ్ చేశారు this was launch in our state Hyderabad Telangana Hyderabad very very important where is the world first real time gold ATM was launched it was launched in Begumpet Hyderabad Telangana దీన్ని లాంచ్ చేసినటువంటి కంపెనీ ఎవరు this was launched by company called gold Sikka gold Sikka private limited అనే కంపెనీ వారు ఇండియాస్ ప్రపంచంలోనే మొట్టమొదటి రియల్ టైమ్ గోల్డ్ ఏటీఎం ఎప్పుడైనా మీరు ఈ యొక్క గోల్డ్ ఏటీఎంకి వెళ్తే you can use your credit card or debit card to buy the gold okay you can purchase the gold in different quantities one gram ten grams five grams even up to a one KG of gold okay ఈ యొక్క ATM twenty four into seven అవైలబుల్గా ఉంటుందండి okay this was launched by a company called gold Sikka a gold distributor company okay in collaboration with uh, OpenCube Technologies Private Limited OpenCube Technologies Private Limited very very important next important current affair and a Zillion Grong United Front what is that ఇది సెక్యూరిటీలో పాలిటీలో రెండింటికి ఇంపార్టెంటే okay what is this Zeliangrong united front అనే ఒక అవుట్ఫిట్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ అండి ఇది ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని మిమ్మల్ని ఎప్పుడైనా అడగవచ్చు ఓకే ఏ రాష్ట్రంలో ఉందంటే మణిపూర్ ఓకే ఇది ఏ రాష్ట్రంలో ఉందండి మణిపూర్ రాష్ట్రంలో ఉంది జెలియన్ గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్ ముఖ్యంగా నాగాస్కి చెందినటువంటి ట్రైబ్స్తో కూడినటువంటి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ రెండు వేల పదకొండులో ఫామ్ అయి ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుందండి సో అందుకు గాను కేంద్ర ప్రభుత్వం వారు మరియు మణిపూర్ గవర్నమెంట్ వారు ఇద్దరు కలిసికట్టుగా ఈ యొక్క జెలియన్ గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ అనే గ్రూపింగ్తో ఒక సంతకాన్ని జరిపారండి ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు తద్వారా ఏంటంటే ఈ యొక్క గ్రూపింగ్ వారు వారి యొక్క గన్స్ని ఆర్మ్స్ని వదిలేసి మామూలు ప్రజలుగా జీవిస్తాము అందరికీ ఇబ్బంది కలిగించమని చెప్పేసి ఒక పీస్ అగ్రిమెంట్ జరిగింది okay Zeliangrong united front signed peace agreement with central and Manipur government ఇద్దరితో చేసుకున్నారు సింపుల్గా అడుగుతారు జెలియన్ గ్రాంగ్ యునైటెడ్ ఫ్రాంట్ అనేది ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్ ఇది ఏ రాష్ట్రంలో మీకు కనిపిస్తుంది అంటే మణిపూర్ రాష్ట్రంలో మీకు కనిపిస్తుంది ఓకే సో ఇది మోస్ట్లీ మణిపూర్ రాష్ట్రంలో మీకు ఎక్కువగా కనిపిస్తుంది అండి ఓకే ఈ జెలెన్ గ్రాంగ్ యునైటెడ్ ఫ్రాంట్ రెండు వేల పదకొండులో ఎస్టాబ్లిష్ అయింది ఆనాటి నుంచి టెర్రరిస్ట్ అవుట్ఫిట్గా పనిచేస్తుందండి ఒక వెబ్సైట్ ఉంటుందండి మనకి సౌత్ ఏషియా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది దాంట్లో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్గా వాళ్ళు డిక్లేర్ చేస్తారనమాట once you can pass and note it down simply remember the Zeliangrong united front Manipur రాష్ట్రం okay it had a peace agreement with the state of Manipur and central government next important current affair అండి twenty twenty two global food security index report what is that my friend global food security index report దీన్ని ఎవరిస్తారు దీన్ని కూడా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ లేదా లండన్కి చెందినటువంటి ఎకనామిస్ట్ అనేవారు ఈ యొక్క రిపోర్ట్ ఇస్తారు అయితే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ రిపోర్ట్లో భారతదేశానికి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ అంటే sixty eighth rank India had achieved what rank sixty eighth rank ఈ యొక్క రిపోర్ట్కి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం so the two thousand twenty two global food security ఇండెక్స్ని ఎవరు ఇచ్చారు అంటే it was given by British weekly the Economist the eleventh food global food security index అండి ఇది ఈ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఆఫ్రికాలో ద బెస్ట్ ఫుడ్ కలిగినటువంటి దేశం అంటే ప్రజలందరికీ సరిపడే ఫుడ్ కలిగినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే సౌత్ ఆఫ్రికా ఆ చోటును దక్కించుకుందండి became the most food secure country in Africa beating Tunisia Tunisia అనే దేశాన్ని ఓవర్టేక్ చేసి ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా టాప్ పొజిషన్లో ఉంది in food security index okay ఈ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ని మెజర్ చేసేందుకు గాను గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ని మెజర్ చేసేందుకు గాను మేజర్గా ఫోర్ ఇండికేటర్స్ని మనం యూజ్ చేసుకుంటాం ఒకటి వచ్చేసి అఫోర్డబిలిటీ ఎంత ప్రైజ్కి మనకు ఫుడ్ దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి అవైలబిలిటీ అసలు ఆయా దేశాల్లో ఫుడ్ అనేది అవైలబుల్గా ఉందా quantity wise next quality and safety ఉన్నటువంటి ఫుడ్ మరి క్వాలిటీ ఫుడ్డా సేఫ్ ఫుడ్డా next natural resources and resilience ఏదైనా మనకి సడన్గా యుద్ధం వచ్చినా లేదంటే సడన్గా ఏదైనా ఫ్లడ్ వచ్చినా అలాంటి సమయాల్లో కూడా సరిపడే ఆహారం ఆయా దేశాల్లో నిల్వలు ఉన్నాయా లేవా అన్న నాలుగు అంశాలపైన మనం ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ని మనం ఇస్తామన్నమాట ఓకే సో ఇండియా యొక్క ర్యాంక్ నేను ఆల్రెడీ చెప్పాను ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి సిక్స్టీ ఎయిత్ అండి ఇండియా మరియు అల్జేరియా రెండు కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాయి ఇద్దరి స్కోర్ వచ్చేసి fifty eight point nine China యొక్క ర్యాంక్ కూడా తెలుసుకోవాలి కదా చైనా యొక్క ర్యాంక్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ దీని యొక్క స్కోర్ వచ్చేసి seventy four point two so India కంటే మెరుగైన ఫుడ్ సెక్యూరిటీ చైనాలో ఉందని ఈ రిపోర్ట్ చెప్తుందనమాట అయితే టాప్ టెన్ కంట్రీస్లో ఎనిమిది కంట్రీస్ యూరోప్కి చెందినటువంటి కంట్రీసే అండి టాప్ టెన్ కంట్రీస్లో ఎనిమిది కంట్రీస్ యూరోప్కి చెందినటువంటి కంట్రీస్ మరి టాప్ పొజిషన్లో ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఫస్ట్ పొజిషన్లో నిలిచినటువంటి కంట్రీ పేరు ఏంటి అని అడిగితే it is Finland it is Finland so Finland top the list ఫిన్లాండ్కి వచ్చినటువంటి score eighty three point seven రెండవ స్థానంలో ఐర్లాండ్ అనే దేశం score eighty one point seven మూడవ స్థానంలో నార్వే నిలిచాయండి with score of eighty point five okay so these countries have received high score in all the four pillars of global food security index non European countries uh, in the top ten or Japan and Canada top టెన్లో నాన్ యూరోపియన్ కంట్రీస్ ఏమైనా ఉన్నాయంటే అవి వచ్చేసి జపాన్ మరియు కెనడా అండి so next important current affair అండి Indian railway open the world's longest escape tunnel in Kashmir ప్రపంచంలోనే పొడవైన ఎస్కేప్ టనల్ ఏ రాష్ట్రంలో నిర్మించాము అంటే మనము Jammu and Kashmir union territory లేదా స్టేట్ అని కూడా చెప్పొచ్చు ఫ్యూచర్లో so it was constructed in Jammu and Kashmir union territory so it's and world's longest escape tunnel it was constructed by Indian railways ఇది ముఖ్యంగా చెప్పాలంటే బనిహాల్ కత్రా రైల్వే లైన్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని మనం నిర్మించుకున్నాం ఈ యొక్క వరల్డ్స్ లాంగెస్ట్ ఎస్కేప్ టనల్ ఏదైతుందో దాని యొక్క లెంత్ వచ్చేసి twelve point eight nine kilometres అండి ఈ లాంగెస్ట్ టనల్ వచ్చేసి ఉద్దంపూర్ శ్రీనగర్ బారాముల్లా లైన్వే రైల్వే లైన్లో part it is a part in Udhampur Srinagar Baramulla railway line very important current affair so next important current affair అండి global status on black soil report అనే రిపోర్ట్ని ఎవరు లాంచ్ చేశారు what is that report name my friend global status of black soils ఈ రిపోర్ట్ నండి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వారు ఎవరు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వారు world soil day world soil day దీన్ని ఫిఫ్త్ డిసెంబర్న ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము ఈ వరల్డ్ సాయిల్ డే రోజున బ్లాక్ సాయిల్స్ నల్ల భూములు మనకి చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్కి గుర్తిస్తూ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వారు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారండి ఆ రిపోర్ట్ పేరే global status on black soils డైరెక్ట్గా అడుగుతారండి global status on black soil అనే రిపోర్ట్ ఎవరు లాంచ్ చేశారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు ఏ ఈవెంట్లో లాంచ్ చేశారు వరల్డ్ సాయిల్ డే జరుపుకుంటూ మనం ఈ యొక్క లాంచ్ చేశాము అయితే ఫిఫ్త్ డిసెంబర్న మనం వరల్డ్ సాయిల్ డే జరుపుకుంటాము okay so world soil day యొక్క థీమ్ని తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ థీమ్ని నేను మీకు ఈ కరెంట్ అఫైర్ ఎక్స్ప్లెయిన్ చేసే సమయంలో నేను మీకు అది కూడా చూపిస్తాను so what are the findings ఈ యొక్క global status on black soil report యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటివో కూడా కొన్ని తెలుసుకోవాలి మీరు ఓకే ఎక్కువగా మనము బ్లాక్ సాయిల్ దీన్ని రీగర్ సాయిల్ అని కూడా అంటాం ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ముఖ్యంగా తెలంగాణ డెక్కన్ ప్రాంతంలో మనకు బ్లాక్ సాయిల్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో బ్లాక్ సాయిల్ వచ్చేసి దీని యొక్క soil organic compound okay soil organic carbon ఏదైతుందో స్టోరింగ్ కెపాసిటీ వచ్చేసి టెన్ పర్సెంట్ కెపాసిటీ ఉంటుందండి యురేషియా యూరోప్ ప్రాంతంలో హయ్యెస్ట్ పొటెన్షియల్ ఉందండి అంటే మనకి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని లాక్కొని సాయిల్లో బ్లాక్ చేయగల కెపాసిటీ ఎక్కువగా ఉన్నటువంటి సాయిల్స్ లో మన బ్లాక్ సాయిల్ ఒకటి ముఖ్యంగా యూరో ప్రాంతంలో దాదాపు అరవై ఐదు శాతం కార్బన్ని ఈ యొక్క సాయిల్ తనలో స్టోర్ చేసుకుంది అంటుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది okay blacks black soils were key for the food security across the world అని చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అరవై ఆరు శాతం సన్ఫ్లవర్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి బ్లాక్ సాయిల్లోనే పండుతున్నాయి యాభై ఒక శాతం మిల్లెట్స్ నలభై రెండు శాతం షుగర్ బీట్ ముప్పై శాతం వీట్ ఇరవై ఆరు శాతం పొటాటోస్ అన్నీ కూడా మనకి ఈ యొక్క నల్ల భూముల్లోనే జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు okay he also said that black soils are home for the 2.86% of the population, 17.36% of the cropland and 8.06% of the global soil organic carbon stock and the global cropland stock of uh, thirty point zero six percent అంటే ఈవెన్ కార్బన్ని సీక్వెస్ట్రేషన్ చేయడంలో black soils leading role play చేస్తున్నాయని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది సో నేను మీకు ఆల్రెడీ చెప్పానండి డిసెంబర్ ఫిఫ్త్న మనం వరల్డ్ సాయిల్ డేని జరుపుకుంటాం ఈ వరల్డ్ సాయిల్ డేని international union for soil sciences అనే సంస్థ రెండు వేల రెండులో వారు మొట్టమొదటిసారిగా వారు రికమెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత దీన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ వస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి దీనిని యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ వారు డెసిగ్నేట్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి డిసెంబర్ ఫైవ్ అనేది మనం వరల్డ్ సాయిల్ డేని జరుపుకుందాం ఎందుకంటే అండి సాయిల్ అనేది డిగ్రేడ్ అవుతూ వస్తుంది మన ప్రపంచవ్యాప్తంగా ఆ సాయిల్లో ఉన్నటువంటి జీవవైవిధ్యతను సారవంతాన్ని కాపాడుకునేందుకు గాను ఈ వరల్డ్ సాయిల్ డే జరుపుకుంటాం అయితే రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఈ వరల్డ్ సాయిల్ డే యొక్క థీమ్ ఏంటి అంటే soils where the food begins okay soils where the food begins very very important most probable question in future exams of TSPSC, APPSC and all other national exams ఏంటంటే soil where the food begins వచ్చేసి theme so next important current affair వచ్చేసండి India inequality report twenty twenty two majorly ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లో మనం ఫోకస్ చేసినటువంటి అంశం ఏంటి అంటే అండి డిజిటల్ డివైడ్ ఇన్ ఇండియా అంటే క్యాస్ట్ వారీగా ఎంతమందికి మనం కంప్యూటర్ యాక్సెస్ ఉంది ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది రిలీజియన్ వారీగా అలానే జెండర్ వారీగా అలానే రూరల్ అర్బన్ డివైడ్ అలానే రాష్ట్రాల వారీగా ఈ ఇంటర్నెట్ మరియు ఎలక్ట్రానిక్ డివైజెస్ యాక్సెసబిలిటీ అనేది ఏ విధంగా ఉంది భారతదేశంలో అని చెప్పేసి ఈ India inequality report on digital divide మనకి ప్రొవైడ్ చేస్తుంది first point to note down whenever report comes is who gives it ఈ యొక్క రిపోర్ట్ని ఎవరిస్తారు అంటే ఈ యొక్క ఇండియా ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ని ఆక్స్ఫామ్ ఇండియా వారు ఇచ్చారనమాట ఎవరండి ఆక్స్ఫామ్ ఆక్స్ఫామ్ ఇండియా అనే సంస్థ వారు ఈ యొక్క రిపోర్ట్ని తయారు చేశారు ఈ India inequality report on digital divide ప్రకారం కొన్ని ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఉన్నాయండి సో అవేంటో నేర్చుకుందాం ఈ రిపోర్ట్లో ఉపయోగించినటువంటి డాటా ఏదైతే ఉందో సిఎంఐఈ డాటా e అండి అంటే centre for monitoring Indian economies అనే ఒక హౌస్ హోల్డ్ సర్వేకి సంబంధించినటువంటి రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో సేకరించినటువంటి డాటాని మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకున్నాం సో ఉమెన్తో కంపేర్ చేసుకున్నట్టయితే మెన్ ఉమెన్ మధ్యలో ఈ యొక్క డిజిటల్ డివైడ్ని మనం కంపేర్ చేసినట్టయితే Indian women fifteen percent less likely to own a mobile phone భారతదేశంలో ఇండియన్ ఉమెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వాళ్ళకి ఛాన్సెస్ లేవండి ఒక మొబైల్ ఫోన్ని హోల్డ్ చేసుకునే అంత okay women constitute only one third of the internet users in India మొత్తం ఇంటర్నెట్ యూజర్స్లో కేవలం ఒకటి బై మూడో వంతు మాత్రమే ఉమెన్స్ ఉన్నారని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది అలానే ఇండియాస్ పొజిషన్ గ్లోబలీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క position in terms of women using internet కనుక చూసినట్టయితే అంటే మహిళల శాతం చూసినట్టయితే ఏషియా పెసిఫిక్ రీజియంలో ఇండియా వర్స్ పొజిషన్లో ఉందండి కేవలం widest gender gap with forty point four percent forty point four percent gender gap ఉంది అంటే వంద మంది పురుషులలో ఇంటర్నెట్ వాడుతున్నట్టయితే మహిళల్లో కేవలం నలభై శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారని చెప్పి రిపోర్ట్ చెప్తుంది నెక్స్ట్ రూరల్ అర్బన్ డివైడ్ కనుక చూసినట్టయితే రూరల్ ఏరియాస్లో తక్కువ ఇంటర్నెట్ వాడుతున్నారు అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఇంటర్నెట్ వాడుతున్నారన్న సంగతి మనందరికీ తెలుసు డిస్పైట్ దిస్ మనం గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ ఇండియాలో డిజిటల్ డివై డిజిటల్ టెక్నాలజీ అనేది గ్రోత్ అవుతుంది ఇంటర్నెట్ అనేది అందరికీ యాక్సెబుల్గా అవుతున్నప్పటికీ only thirty one percent of rural area వారికి ఇంటర్నెట్ అనేది అవైలబుల్గా ఉంది when compared to sixty seven percent అంటే దాదాపు fifty percent less when compared to urban areas caste wise కనుక చూసినట్టయితే అండి జనరల్ కేటగిరీ లేదా ఓపెన్ కేటగిరీ వారికి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది చాలా ఓపెన్గా ఉంటుంది కానీ ఎస్సీస్ మరియు ఎస్టీస్కి ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ అనేది సరిగ్గా లేదు అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది in rural India tendency to use a formal financial services అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ని యూజ్ చేసి పేమెంట్ చేయడము ఫోన్పే వంటి పేమెంట్ యాప్స్ని యూజ్ చేయడము రూరల్ ఇండియాస్లో చాలా తక్కువగా ఉందండి ముఖ్యంగా స్కెడ్యూల్ ట్రైబ్స్లో ఇది చాలా చాలా తక్కువ అనమాట షెడ్యూల్ ట్రైబ్స్ చాలా తక్కువగా యూజ్ చేస్తారు సో వారికంటే ముందు ఎస్సీ వారు వారికంటే ముందు ఓబీసీస్ అనేది యూజ్ చేస్తుంటారు అనమాట అంటే ఎస్టీస్ యొక్క financial transaction by using mobile phones or digital technology is very very less. It is likelihood to access computer, computer accessibility కనుక చూసినట్టయితే జనరల్ కేటగిరీ మరియు ఓబీసీ వారు ఫస్ట్ సెకండ్ పొజిషన్ తీసుకున్నట్టయితే థర్డ్ పొజిషన్లో ఎస్సీ కేటగిరీ వారు ఫోర్త్ పొజిషన్లో ఎస్టీ కేటగిరీ పాపులేషన్ వారికి కంప్యూటర్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట అంటే ST population will have less probability to own a computer according to this report religion వైజ్గా చూసుకున్నట్టయితే ముఖ్యంగా సిక్ కమ్యూనిటీ వారికి highest likelihood of having a computer అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది రెండవ స్థానంలో క్రిస్టియన్స్ మూడవ స్థానంలో హిందూస్ లాస్ట్లీ ముస్లిమ్స్ ఉన్నారన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి ఈ రిపోర్ట్ ప్రకారం సో డాటా వైజ్గా చూసినట్టయితే మహారాష్ట్రలో ఎక్కువ శాతం డాటాని యూజ్ చేస్తున్నారండి the Maharashtra has the highest internet penetration in whole India రెండో స్థానంలో గోవా సెకండ్ పొజిషన్లో గోవా వెరీ ఇంపార్టెంట్ థర్డ్ పొజిషన్లో కేరళ లాస్ట్ పొజిషన్లో బీహార్ ఉందండి Bihar has the lowest last Bihar కంటే ముందు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయండి లాస్ట్ త్రీ రాష్ట్రాలు ఏంటి అంటే Jharkhand Chhattisgarh and Bihar access to computer and internet పరంగా చూసినట్టయితే అండి as per the national service scheme surveys two thousand seventeen eighteen about nine percent of the students who are enrolled in any course had access to computer with internet while twenty five percent of the enrolled student have access to internet through any kind of device కేవలం తొమ్మిది శాతం విద్యార్థులకు మాత్రమే కంప్యూటర్ అవైలబుల్గా ఉంటుంది ఇరవై ఐదు శాతం పర్సెంట్ విద్యార్థులు ఎవరైతే ఇంటర్నెట్కి యాక్సెస్ ఉందో వారు సెల్ ఫోన్స్లోనో ట్యాబ్స్లోనో ఈ యొక్క కోర్స్ కంటెంట్ని యాక్సెస్ చేస్తున్నారని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది సో పాండమిక్ ద్వారా కొంత చేంజెస్ వచ్చాయండి భారతదేశంలో డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయడంలో ఈ పాండమిక్ వల్ల ఏమైందంటే అండి భారతదేశంలో ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని పెరిగి ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసేటటువంటి దేశంగా భారతదేశం మారిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి okay according to the United Nation ఈ participation index which is a composite measure of three important dimensions that is utilising అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసి ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ఆన్లైన్ సర్వీసెస్ మరియు టెలికమ్యూనికేషన్ అండ్ హ్యూమన్ కెపాసిటీ పరంగా మన భారతదేశం యొక్క పొజిషన్ నూట ఐదు నిలిచిందండి నూట తొంభై మూడు కంట్రీస్లో according to UN participation index ఈ పార్టిసిపేషన్ ఇండెక్స్లో ఇండియా పొజిషన్ ఎంత అంటే నూట ఐదు out of one ninety three countries in this report ఒకసారి దయచేసి రిపోర్ట్ యొక్క ప్రతి పేపర్ని నేను మళ్ళీ రివైజ్ చేస్తాను ఫస్ట్ నుంచి I hope you will pass and note this points ఫిలిమ్స్లో చాలా ఎలాబరేట్గా వస్తున్నాయి questions so knowing the report is very important so first slide second slide third and fourth slide this is the last slide అండి so next important current affair అండి డిసెంబర్ ఫస్ట్న ప్రతి సంవత్సరం మనం వరల్డ్ ఎయిడ్స్ డేని జరుపుకుంటాం సో ఇలా ఏదైనా ఇంపార్టెంట్ డే ఉంటే ఆ డే యొక్క థీమ్ని మనం నేర్చుకోవాలని నేను మీకు ఆల్రెడీ చెప్పాను అయితే ఈ వరల్డ్ ఎయిడ్స్ డే ఏ రోజు జరుపుకుంటున్నామండి ఫస్ట్ డిసెంబర్న మనం జరుపుకుంటాం ఈ వరల్డ్ ఎయిడ్స్ డే రోజున నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ లేదా నేడ్స్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారు భారతదేశంలో ఎయిడ్స్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందని చెప్పేసి చిన్న రిపోర్ట్ని కూడా లాంచ్ చేశారండి దాని ప్రకారంగా చూసినట్టయితే annual rate of HIV infections అనేటివి దాదాపు ఫార్టీ సిక్స్ పర్సెంట్ డిక్లైన్ అయ్యాయండి అంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ డిక్లైన్ అంటే గత సంవత్సరం వంద కేసులు డిటెక్ట్ అయి ఉంటే ఈ సంవత్సరం కేవలం అరవై నాలుగు కేసులు మాత్రమే డిటెక్ట్ అయ్యాయి భారతదేశంలో six forty six percent reduction in the cases when between two thousand ten to two thousand twenty one మధ్యలో forty six percent HIV cases అనేటివి రిడ్యూస్ అయ్యాయి against the global average of thirty two percent ప్రపంచవ్యాప్తంగా కేవలం ముప్పై రెండు శాతం కేసులు మాత్రమే తగ్గినట్టయితే భారతదేశంలో మనం నలభై ఆరు శాతం కేసెస్ని తగ్గించుకోగలిగాం this is because of the initiatives taken by the government of India and campaigns run by the government of India so according to the NACO national AIDS control organisation ప్రకారం ఎయిడ్స్ రిలేటెడ్ మోర్టాలిటీస్ కూడా ఎయిడ్స్ ద్వారా మరణించేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య కూడా దాదాపు సెవెంటీ సిక్స్ పర్సెంట్ తగ్గిందండి భారతదేశంలో when compared to global average of fifty two percent ప్రపంచవ్యాప్తంగా వందలో యాభై రెండు మంది చనిపోతున్నట్టయితే ఎయిడ్స్ సోకినటువంటి వారిలో భారతదేశంలో కేవలం ఆ సంఖ్య ఎంత ఉందండి కేవలం ఇరవై నాలుగు శాతం మంది మాత్రమే మరణిస్తున్నారు దాంట్లో డెబ్బై ఆరు శాతం మంది జీవించగలుగుతున్నారు so this is then an important report so when it comes to the theme of the world AIDS day the theme is equalise okay అంటే ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అందరినీ కూడా సమానత్వంతో సమానత్వంతో చూడాలి అన్న ఉద్దేశంతో ఈక్వలైజ్ అనే ఒక థీమ్ని ఈ సంవత్సరం మనం ఈ యొక్క వరల్డ్ ఎయిడ్స్ డేకి పెట్టుకోవడం జరిగింది వరల్డ్ ఎయిడ్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారిని అందరితో సమానంగా చూడాలనే ఉద్దేశంతోనే ఈ వరల్డ్ ఎయిడ్స్ డేని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి కంటిన్యూస్గా మనం జరుపుకుంటూ వస్తున్నాం on December first very important next important current affair అండి Hurun global five hundred list twenty twenty two దీన్ని హరుణ్ ఇండియా వారు లాంచ్ చేశారు వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఎందుకంటే రీసెంట్లీ టిఎస్పిఎస్సి వారు నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయినటువంటి Hurun global five hundred list గురించి ఒక క్వశ్చన్ వచ్చింది సో అందుకు గాను దీన్ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అసలు ఈ లిస్ట్ ఏం చెప్తుంది అసలు ఈ లిస్ట్ దేని గురించి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ ఫైవ్ హండ్రెడ్ కంట్రీస్కి సంబంధ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్కి సంబంధించినటువంటి హై వాల్యూ కలిగినటువంటి కంపెనీస్కి సంబంధించినటువంటి ఒక డేటా అన్నమాట అంటే భారతదేశంలో ఈ టాప్ ఫైవ్ హండ్రెడ్కి చెందినటువంటి కం కంపెనీస్ భారతదేశంలో ఎన్నున్నాయి భారతదేశంలో ఉంటే అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి ఏ రాష్ట్రాల్లో ఉంటే ఏ సిటీస్లో ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ యొక్క పూర్తి వివరాలని క్లియర్ కట్గా ఇచ్చేటటువంటి ఒక ఇండెక్సే లేదా రిపోర్టే హురున్ లేదా Hurun global five hundred list okay what is this Hurun global five hundred list ఇంతకు ముందే చెప్పాను this Hurun global five hundred list is the compilation of world's top five hundred most valued non state controlled companies ప్రపంచంలోనే ఐదు వందల అతిపెద్ద వాల్యుయేషన్ కలిగినటువంటి నాన్ స్టేట్ కంపెనీస్ అండి నాన్ స్టేట్ కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఓఎన్జీసీ ఉంది అది చాలా ప్రైవేట్ కంపెనీస్ కంటే దాని వాల్యుయేషన్ హెవీగా ఉంటుంది కానీ అది గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో ఉంది సో అలాంటి కంపెనీస్ మనం కన్సిడర్ చేయము ఈ లిస్ట్లో దీన్ని రిలీజ్ చేసేది ఎవరంటే హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు రిలీజ్ చేస్తారు ఈ యొక్క companies in the list are ranked based on వారి యొక్క మార్కెట్ క్యాపిటల్ క్యాపిటలైజేషన్ని బట్టి మరియు వారి యొక్క వాల్యుయేషన్ని అనుకూలంగా తీసుకొని అంటే మీరు షేర్ మార్కెట్లో మీ వాల్యుయేషన్ ఎంత మీ సొంత వాల్యుయేషన్ మీరు ఎంత చెప్తున్నారన్న అంశాన్ని రెండింటిని కన్సిడర్ చేసి ఈ లిస్ట్ ఇస్తారనమాట అయితే భారతదేశానికి చెందినటువంటి ఇరవై కంపెనీలు ఎన్ని కంపెనీస్ అండి ట్వంటీ కంపెనీస్కి ఈ లిస్ట్లో చోటు దక్కిందండి ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లిస్ట్లో భారతదేశానికి చెందినటువంటి ఎన్ని కంపెనీస్కి చోటు దక్కింది ఇరవై కంపెనీస్కి సో ఈ ఇరవై కంపెనీస్కి దక్కినందుకు గాను మన భారతదేశం యొక్క పొజిషన్ పొజిషన్ ఫైవ్ అంటే టాప్ ఫైవ్ కంట్రీస్లో మనకు చోటు దక్కిందనమాట అంటే ఎక్కువగా గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ కలిగినటువంటి దేశాల్లో మనం కూడా ఒకటి so India has risen from rank nine to rank five ఇంతకుముందు మనం తొమ్మిదో ర్యాంక్ ఉండే ఆనాడు కేవలం భారతదేశానికి చెందినటువంటి ఏడు కంపెనీలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి కానీ నేడు భారతదేశానికి చెందినటువంటి ఇరవై కంపెనీలకి చోటు దక్కిందండి ఈ హురున్ గ్లోబల్ ఇండెక్స్ ర్యాంకింగ్లో okay so India has risen from rank nine to five ఎన్ని కంపెనీస్ భారతదేశానికి చెందినాయి ఇరవై కంపెనీలు చోటు దక్కించుకున్నాయి ఈ ఇరవై కంపెనీస్లో పదకొండు కంపెనీలు మీకు ముంబైలోనే దర్శనమిస్తాయి లెవెన్ కంపెనీస్ అనేది ముంబైలో ఉన్నాయి ఒక నాలుగు కంపెనీలు అహ్మదాబాద్ బేస్ చేసుకొని నడుస్తున్నాయి ఒక కంపెనీ నోయిడాలో ఒక కంపెనీ న్యూఢిల్లీలో ఒక కంపెనీ బెంగళూరు ఒక కంపెనీ కోల్కత్తాలో ఉన్నాయి భారతదేశంలో అత్యంత వాల్యుయేషన్ కలిగినటువంటి కంపెనీ ఏంటి అని మిమ్మల్ని ఈ హురున్ గ్లోబల్ ఇండెక్స్లో అడిగితే that is none other than Reliance Industries Limited with US dollar 202 billion రెండవ పొజిషన్లో మనకి Tata consultancy services TCS company నిలిచిందండి ఓకే సెకండ్ పొజిషన్లో TCS with a valuation of one thirty nine US dollar billions next third పొజిషన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చోటు తగ్గించుకుంది with the valuation of ninety seven billion dollars very very important first పొజిషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సెకండ్ పొజిషన్లో మనకి టాటా కన్సల్టేషన్ సర్వీసెస్ థర్డ్ పొజిషన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారతదేశం నుంచి దీంట్లో లిస్ట్లో ఉన్నాయి నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇవి రెండు మాత్రమే టాప్ హండ్రెడ్ పొజిషన్లో లిస్ట్లో ఉన్నాయండి రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క పొజిషన్ వచ్చేసి ముప్పై నాలుగు టీసీఎస్ యొక్క పొజిషన్ వచ్చేసి అరవై ఐదు అత్యధికంగా ఎక్కువ కంపెనీస్ ఈ లిస్ట్లో ఏ దేశానివి ఉన్నాయంటే యుఎస్ఏ దేశాన్ని ఉన్నాయండి top performer in the list ప్రస్తుతం ఈ ఐదు వందల కంపెనీల్లో రెండు వందల అరవై కంపెనీలు యుఎస్ఏలోనే ఉన్నాయి దాదాపు అరవై ఐదు శాతం టోటల్ వాల్యుయేషన్ ఈ లిస్టులో ఏదైతే ఉందో అది యుఎస్ఏకి చెందినటువంటి ఈ రెండు వందల అరవై కంపెనీల నుంచే వస్తాయన్నమాట China is the second best performer అండి ఫస్ట్ బెస్ట్ పర్ఫార్మర్ యుఎస్ అయితే China is the second best performer చైనాకి చెందినటువంటి ముప్పై ఐదు కంపెనీలు ఈ యొక్క లిస్టులో చోటు దక్కించుకున్నాయి మూడవ పొజిషన్లో జపాన్ నిలిచింది నాలుగవ పొజిషన్లో యునైటెడ్ కింగ్డమ్ ఐదవ పొజిషన్లో భారతదేశం India fifth position goes to India so top ఫోర్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇండియా మరియు కెనడా ఈ రెండు దేశాలు టాప్ ఫైవ్ పొజిషన్ చోటుని షేర్ చేసుకున్నాయండి ఎందుకంటే కెనడాకి చెందినటువంటి ఇరవై కంపెనీలు కూడా ఈ హురున్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో చోటు దక్కించుకున్నాయి ఈ రెండు కంట్రీస్ కూడా మనం ఫ్రాన్స్ మరియు జర్మనీని ఓవర్టేక్ చేసి ఈ చోటును దక్కించుకున్నాం అదానీ గ్రూప్కి చెందినటువంటి మూడు కంపెనీలు అండి Adani transmission Adani green energy Adani enterprises మరియు అదానీ టోటల్ గ్యాస్ అనే ఈ నాలుగు కంపెనీలకి ఈ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ లిస్ట్లో చోటు దక్కిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి సిటీస్ పరంగా చూసినట్టయితే ముప్పై ఒక్క కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ లిస్ట్లో అవి న్యూయార్క్లో నిలిచాయండి so New York is the major hub so second పొజిషన్లో మనకి టోక్యో కనిపిస్తుంది థర్డ్ పొజిషన్లో లండన్ పదిహేను కంపెనీలతో అలానే ఫోర్త్ పొజిషన్ తర్వాత Paris takes up the fourth position followed by Mumbai fifth పొజిషన్లో ఉంది అత్యధిక కంపెనీలు కలిగినటువంటి లిస్ట్లో నెక్స్ట్ ఈ యొక్క పూర్తి లిస్ట్లో అండి టాప్ కంపెనీస్ ఏంటివి హైయెస్ట్ వాల్యుయేషన్ కలిగినటువంటి కంపెనీస్ ఎక్కువగా ఏమున్నాయంటే ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటటువంటి కంపెనీసే ఎక్కువ చోటు దక్కించుకున్నాయి so financial services the largest contributor in the Hurun global index global five hundred with twenty one percent and one not four companies ఈ పూర్తి లిస్ట్లో ఎక్కువగా ఫిన్టెక్కి సంబంధించినటువంటి లేదా ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించినటువంటి కంపెనీసే టాప్ పొజిషన్లో ఉన్నాయి సెకండ్ బిగ్గెస్ట్ విన్నర్ వచ్చేసి ఎనర్జీ కంపెనీస్ అండి ఎనర్జీ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి కంపెనీస్ సెకండ్ పొజిషన్లో ఈ యొక్క నెంబర్ ఆఫ్ కంపెనీస్ లిస్ట్లో చోటు దక్కించుకున్నాయి okay so next fifty seven energy companies ఉన్నాయి థర్డ్ పొజిషన్లో ఫుడ్ మరియు బీవరేజ్ ఇండస్ట్రీస్కి చోటు దక్కిందనమాట అయితే పెద్ద దేశాల్లో కొన్ని దేశాలకు అసలు ఈ ఐదు వందల కంపెనీల లిస్ట్లో చోటు దక్కలేదు ఆ కంట్రీస్ ఏంటివంటే ఇరాన్ నుంచి ఏ కంపెనీ లేదు థాయిలాండ్ నుంచి కూడా ఏ కంపెనీ ఎన్నుకోబడలేదు అలానే టర్కీ పోలాండ్ ఇజ్రాయెల్ మరియు నార్వే నుంచి ఒక్క కంపెనీ కూడా ఈ యొక్క హురున్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్లో చోటు దక్కించుకోలేదన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి Border Security Force celebrated its 58th Rising Day on December 1st at Guru Nanak Dev University Ground, Amritsar. మనందరికీ తెలుసండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది first line of defence for India ఇది చైనా సారీ ఇది బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్తో కలిగినటువంటి బార్డర్స్ని సెక్యూర్ చేస్తుందండి రేపు పాకిస్తాన్తో యుద్ధం జరిగితే మొట్టమొదటిగా మన బార్డర్ని సెక్యూర్ చేసే ఫోర్స్ ఎవరు అంటే ఇండియన్ ఆర్మీ వారు కాదండి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనే ఈ సంస్థని పంతొమ్మిది వందల సంవత్సరంలో మనం దీన్ని లాంచ్ చేసుకున్నామండి పంతొమ్మిది వందల అరవై ఐదులో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మనం ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనే ఒక సెక్యూరిటీ ఫోర్స్ని లాంచ్ చేసుకున్నాం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి చెందినటువంటి పర్సనల్స్ వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందకి వస్తారండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తారు వీళ్ళందరూ కూడా పోలీసులుగా మనం పిలుస్తూ ఉంటాం they even participate in United Nation peace keeping forces peace కీపింగ్లోను కౌంటర్ ఇన్సర్జెన్సీ ప్రాక్టీసెస్లోను వీరు వారి పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు అలానే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ ఎక్స్ట్రాగా మెన్షన్ చేస్తాను you can just pass it and write them so before that so ఈ యొక్క సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయండి గురునానక్ దేవ్ యూనివర్సిటీలో fifty eighth formation day of border security force celebrations జరిగాయి so next important current affair అండి global wage report twenty twenty two twenty three who gave this global wage report ఈ గ్లోబల్ వేజ్ రిపోర్ట్ ఎవరిచ్చారంటే international labour organisation okay international labour organisation ILO వారు మనకి ఒక గ్లోబల్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది గ్లోబల్ వేజ్ రిపోర్ట్ ఓకే ఈ యొక్క రిపోర్ట్ పూర్తి టైటిల్ చూసినట్టయితే global wage report twenty twenty two twenty three the impact of inflation and COVID nineteen on the wages and purchasing power ఈ రిపోర్ట్లో కొన్ని ముఖ్యమైన అంశాలను మీరు నోట్ చేసుకోవాలి this is all self explanatory ఒకసారి పాస్ చేసి రాసుకుంటే సరిపోతుంది but one single point who gave this global wage report twenty twenty two twenty three international labour organisation వారు కోవిడ్ ప్రభావం వలన ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా వేజెస్ పైన ఎఫెక్ట్ పడింది వారి యొక్క పర్చేసింగ్ పవర్ పైన ఎఫెక్ట్ పడిందో ఆ అంశాన్ని డిస్కస్ చేసేందుకు స్టాట్స్తో సహా ఇచ్చినటువంటి రిపోర్టే ఈ రిపోర్ట్ అయితే ఈ రిపోర్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే అండి జీ ట్వంటీ దేశాలను మనం కన్సిడర్ చేసుకుంటే జీ ట్వంటీ గ్రూప్ని కన్సిడర్ చేసుకుంటే అందులో డెవలప్డ్ కంట్రీస్ పైన పడినంత ఎఫెక్ట్ మరియు అన్డెవలప్డ్ కంట్రీస్ పైన పడినటువంటి ఎఫెక్ట్ని కంపేర్ చేస్తే most affected countries were under developed countries or less developed countries పైన ఎక్కువగా ఈ ఎఫెక్ట్ పడింది ఈ యొక్క కోవిడ్ ప్రభావం వలన రెండు వేల ఎనిమిది తర్వాత మొదటిసారిగా వేజెస్ పైన భారీ ఎఫెక్ట్ పడిందండి almost point nine percent decline జరిగింది in the real terms when compare to two thousand eighteen so ఆ యొక్క అంశాలన్నింటినీ ఇక్కడ నేను పెట్టాను once you have to pass it and write them so nothing here there is to explain so next important current affair అండి మంథన్ ప్లాట్ఫామ్కి recently won the NSE IT Best Tech Innovation of the Year at Dunn and Brand Street Business Excellence Award. Okay మన కేంద్ర ప్రభుత్వం వారు డెబ్బై ఆరో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో లాంచ్ చేసినటువంటి మంథన్ అనే ప్లాట్ఫామ్కి గాను రీసెంట్లీ ఒక అవార్డు దక్కిందండి ఏం దక్కిందంటే it award the best tech initiative of the year award at NS EIT award functions okay very very important current affair okay so which platform recently won uh, an award at uh, NSEIT best tech innovation award ante Manthan platform Manthan platform and platform వచ్చేసండి దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే office of principal scientific adviser to government office of principal scientific adviser to government వారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది మరి మంతన్ ప్లాట్ఫామ్ యొక్క ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకోవాలి కదా సో ఈ మంతన్ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ని మరియు ఇండస్ట్రీస్ని కొలాబరేట్ చేయడం అంటే ఒక శాస్త్రవేత్త దేన్నైనా కనుక్కున్నప్పుడు దాన్ని ఇండస్ట్రీ పరంగా ఏ విధంగా యూటిలైజ్ చేయొచ్చు దాన్ని ప్రజలకి ఏ ప్రోడక్ట్ రూపాన మనం అందించగలం దాన్ని ఎకనామికల్గా ఎలా స్కేల్ చేయగలం అనే అంశం పైన మనకి హెల్ప్ చేసేటటువంటి ఒక ప్లాట్ఫామే ఈ యొక్క Manthan platform it promote the collaboration at the scale between industry and scientific research and development ecosystem okay research మరియు డెవలప్మెంట్ చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్తో ఇండస్ట్రీస్ని కొలాబరేట్ చేయడం ద్వారా మన ఇండస్ట్రీస్కి ఏం తెలుస్తుందండి అసలు ప్రజల్లో ఏ డిమాండ్ ఉంది ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుందని ఇండస్ట్రీ దగ్గర ఒక అవగాహన ఉంటుంది మరి వారు రీసెర్చ్ పైన టైం వేస్ట్ చేయడం ఉండదు కదా సో వారు ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ని అప్రోచ్ అయ్యి వారికి వారి డిమాండ్ తెలపడం ద్వారా ఎకనామీలో డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని మనం లాంచ్ చేసుకోవచ్చు అనమాట so it was launch on the seventy sixth independence day అండి okay it's a multi stakeholder platform so very important Manthan ప్లాట్ఫామ్కి ఏ అవార్డు వచ్చిందండి best tech innovation award at NSEIT okay at Dun and Bradstreet business awards function Dun and Bradstreet business excellence awards అండి these are given by Dun and Bradstreet అనే ఒక గ్లోబల్ బీ డాటా ప్రొవైడర్ అండి ఈ డున్ అండ్ బ్రాండ్ స్ట్రీట్ అనే కంపెనీ ఏం చేస్తుంది అంటే కంపెనీస్కి ఇన్ఫోగ్రాఫ్స్ మరియు డేటాని ప్రొవైడ్ అనమాట అంటే మీ ప్రోడక్ట్ డిమాండ్ ఎలా ఉంది పక్కన కంపెనీలో సిమిలర్ ప్రోడక్ట్కి డిమాండ్ ఎలా ఉంది అసలు బయట ఆ ప్రోడక్ట్కి ప్రజల్లో డిమాండ్ ఏ విధంగా ఉంది లేదా కంపెనీ లాస్లో నడుస్తుందా ప్రాఫిట్లో నడుస్తుందా అని పూర్తి ఇన్ఫర్మేషన్ని దాదాపు పద్దెనిమిది వందల నలభై ఒక సంవత్సరం నుంచి ఇది కంటిన్యూస్గా ప్రొవైడ్ చేస్తుంది వస్తుందండి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారానే కంపెనీస్ వారి యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సో వారు ప్రతి సంవత్సరం స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మరియు స్మాల్ బిజినెస్ మీడియం కార్పొరేట్స్కి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ని ఇస్తూ ఉంటారండి ఇరవై మూడు కేటగిరీల్లో అటువంటి ఫంక్షన్లో మనకి మంతన్ అనే ప్లాట్ఫామ్కి అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు ఎవరిచ్చారు అంటే ఎన్ఎస్ఈఐటి అనే సంస్థ ఈ ఎన్ఎస్ఈఐటి అనే సంస్థ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడరీ అండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి is a global technology enterprise focused on delivering excellence in complex digital environment, primarily in banking, insurance and capital market ecosystem. వీరి యొక్క ముఖ్యమైన ఏమేంటి అంటే ఈ యొక్క ఫినాన్షియల్ టెక్ ఎంటర్ప్రైజ్కి వారు హెల్ప్ చేయడం డేటా ద్వారా Their key pillars are application and modernization of business transformation, data analytics, infrastructure, cloud services, cyber security services వచ్చేసి ఈ యొక్క సంస్థ మనకు ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటంటే అండి నైన్త్ వరల్డ్ ఆయుర్వేద కాన్ఫరెన్స్ వచ్చేసి వెరీ రీసెంట్లీ గోవాలో జరిగాయండి where were ninth Ayurvedic congress world Ayurvedic congress was held it is in Goa ఇది కరెంట్ అఫేర్లో నిలవడానికి గల ఒక కారణం ఏంటంటే అండి మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు దీని యొక్క ఇనాగ్రేషన్ సెషన్లో వారు స్పీచ్ ఇచ్చారు అదే కాకుండా ఇదే ఇనాగ్రేషన్ సెషన్లో మూడు ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూషన్ని కంట్రీకి డెడికేట్ చేయడం జరిగింది ఆ మూడు ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటివి అసలు వరల్డ్ ఆయుర్వేదిక్ కాంగ్రెస్ యొక్క ముఖ్య అంశాలను కూడా తెలుసుకుందాం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి తొమ్మిదో వరల్డ్ ఆయుర్వేద కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది లేదా ninth world Ayurveda congress was held in Goa Panaji okay very very important ఈ యొక్క కాంగ్రెస్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ యునానీ ప్రాక్టీషనర్స్ ఇక్కడ చేరుకొని వారి యొక్క ప్రాక్టీస్ పైన డిస్కషన్స్ అనేటివి నెలకొల్పారు వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క నైన్త్ వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అండి the theme is Ayurveda for one health ఏంటండి theme Ayurveda for one health థీమ్ని మాత్రం మర్చిపోకండి ఓకే అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయుర్వేద ప్రాక్టీషనర్స్ ఇక్కడికి చేరుకుంటారు వారి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా షేర్ చేసుకుంటారని అయితే నేను ఇంకో విషయం కూడా చెప్పాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూషన్స్ని దేశానికి డెడికేట్ చేశారని మీకు చెప్పాను what are those three institutions which Narendra Modiji have launched one is all India institute of Ayurveda ఇది గోవాలో ఎస్టాబ్లిష్ చేశారండి national institute of Unani medicine it was established in Ghaziabad national institute of homeopathy that was established in Delhi మన కేంద్ర ప్రభుత్వం వారు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రెడిషనల్ మెడిసిన్స్ని ఎంకరేజ్ చేసేందుకు గాను ఒక సపరేట్ మినిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసిందండి that ministry is called ministry of AYUSH Ayurveda yoga Unani Siddha and homeopathy అనే దాని అర్థం ఓకే ఆయుర్వేద యోగా యునాని సిద్ధ అండ్ హోమియోపతికి సంబంధించినటువంటి మెడిసిన్స్ని లేదా ఇన్స్టిట్యూషన్స్ని ఈ ఆయుష్ అనే మినిస్ట్రీ వారు మేనేజ్ చేస్తారండి ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ మూడు నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీటి పేర్లు వాటి యొక్క ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆయుష్ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో పనిచేస్తాయి so first thing all Indian institute of Ayurveda ఎక్కడ ఉంది గోవాలో national institute of Unani medicine Ghaziabad national institute of homeopathy which is in the New Delhi or Delhi very important maths the ఫాలోయింగ్లో వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ న్యూస్లో నిలిచింది దీని గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ అంటే రాష్ట్రాల వారిగా ఆయా రాష్ట్రాల్లో సోషల్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది వ్యక్తుల్లో కానివ్వండి వ్యవస్థల్లో కానివ్వండి అని చెప్పేసి ఈ ఇండెక్స్ని economic adviser council to the prime minister వారు ఈ రిపోర్ట్ని లాంచ్ చేయడం జరిగింది economic adviser council to the prime minister వారు ఈ రిపోర్ట్ని లాంచ్ చేయడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ర్యాంకింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం జిల్లాల వారిగా కూడా ఈ ర్యాంకింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం ఇన్ డిఫరెంట్ సెగ్మెంట్స్ సో ర్యాంకింగ్ని గ్లాన్స్లో కనుక చూసినట్టయితే simply remember that social progress index ఎవరిస్తారు it was given by economic adviser council of prime minister ఇక్కడ గ్లాన్స్లో చూసినట్టయితే అండి ఈ పూర్తి ఇండెక్స్లో హైయెస్ట్ స్కోర్ ఎవరికి దక్కింది అంటే పుదుచేరి ఓకే పుదుచేరికి హైయెస్ట్ స్కోర్ దక్కింది with points of sixty five point nine nine okay lowest score ఎవరికి దక్కింది అంటే జార్ఖండ్ అండ్ బీహార్ జార్ఖండ్కి లోయెస్ట్ అండి అన్నిటికంటే forty three point nine five బీహార్కి వచ్చేసి forty four point four seven స్కోర్తో ఇది నిలిచిందనమాట దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్లో స్టేట్స్ని ర్యాంక్ చేశామండి కొన్ని కేటగిరీస్ అంటే బేసిక్ హ్యూమన్ నీడ్స్కి సంబంధించినటువంటి కేటగిరీ ఒకటి నెక్స్ట్ ఆపర్చునిటీ అనే ఒక డైమెన్షన్ ఒకటి ఈ విధంగా ఫౌండేషన్స్ ఫర్ వెల్ బీయింగ్ అనే డైమెన్షన్ ఇంకొకటి అనమాట so opportunity category Tamil Nadu highest rank పొందింది బేసిక్ హ్యూమన్ నీడ్స్ని అందించేటటువంటి రాష్ట్రాల్లో లేదా యూనియన్ టెరిటరీలో పుదుచ్చేరి మొదటి స్థానంలో నిలిచింది ఫౌండేషన్ ఆఫ్ వెల్ బీయింగ్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మంచిని చూసుకునేటటువంటి రాష్ట్రాల్లో మిజోరాం టాప్ ప్లేస్లో నిలిచిందండి ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం has not completed even thirty percent of the sanctioned Pradhan Mantri Awas Yojana ఒక ఇల్లు అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది ఇంకో ఇంపార్టెంట్ ఉంది three aspiration districts of Andhra Pradesh that is Visakhapatnam Vizag and Kadapa beat the national average and terms of the human needs and opportunity human needs and opportunity కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ మూడు జిల్లాలు టాప్ పొజిషన్లో నిలిచాయి more than the national average so ఇదే కంటెంట్ని నేను మీకు ఎలాబొరేటెడ్గా టైప్ ఆఫ్ ఫార్మాట్లో కూడా ప్రొవైడ్ చేశానండి so don't worry so social progress index వచ్చేసి ఒక కాంప్రిహెన్సివ్ టూల్ అండి to measure serves as a holistic measure of countries social progress సోషల్ ప్రోగ్రెస్లో అంటే మనకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ ఉందా మనకి హెల్త్ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉంది మన ఫ్రీడమ్ ఏ విధంగా ఉంది అన్న అంశాలపైన వివిధ అంశాలపైన దాదాపు నలభైకి పైగా చూడండి the index uses extensive framework comprising of eighty nine indicators at state level and forty nine indicators at the district level అంటే జిల్లా స్థాయిలో నలభై తొమ్మిది ఇండికేటర్లు రాష్ట్ర స్థాయిలో ఎనభై తొమ్మిది ఇండికేటర్లతో ఇలా పూర్తి అవగాహనతో తయారు చేసినటువంటి ఒక ఏ ఈ social progress index okay so assessment వచ్చేసండి ముఖ్యంగా చెప్పాలంటే ట్వెల్వ్ కాంపోనెంట్స్లో మనం చేస్తాం ఈ ట్వెల్వ్ కాంపోనెంట్స్ని మూడు డైమెన్షన్స్లో మనం విభజించామన్నమాట నేను మీకు ఒక ఇన్ఫోగ్రాఫ్లో చూపించాను కదా ఆ మూడు డైమెన్షన్స్ వచ్చేసి బేసిక్ హ్యూమన్ నీడ్ ఒకటి ఫౌండేషన్ ఫర్ వెల్బీయింగ్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీ దీంట్లో ఏమేమి చూస్తారో చూద్దాం బేసిక్ హ్యూమన్ నీడ్స్లో ఒక వ్యక్తికి ఆయా జిల్లాలో సరిపడేటటువంటి న్యూట్రిషన్స్ ఉన్నాయా సరిపడేటటువంటి బేసిక్ మెడికల్ కేర్ ఉందా వాటర్ మరియు శానిటేషన్ బాగుందా పర్సనల్ సేఫ్టీ మరియు షెల్టర్ బాగుందా నెక్స్ట్ వెల్ బీయింగ్ విభాగానికి వచ్చినట్టయితే access to basic knowledge information communication health and వెల్నెస్కి సంబంధించి ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటి డేటాను మనం ఇక్కడ వాడతాము ఆపర్చునిటీ విషయానికి వస్తే పర్సన్కి రైట్స్ ఏ విధంగా ఉన్నాయి పర్సనల్ ఫ్రీడమ్ ఉందా ఇంక్లూజివ్నెస్ ఉందా వారికి access to advanced education opportunities ఉన్నాయన్న అంశాలపైన మనం ఆయా రాష్ట్రాలను ర్యాంక్ చేస్తూ ఉంటాం సో రిపోర్ట్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు చెప్తూ వచ్చాను which is the top state in this whole report Puducherry top ర్యాంక్లో నిలిచిందండి లోయెస్ట్ సోషల్ ప్రోగ్రెసివ్ ఇండెక్స్ కలిగినటువంటి రాష్ట్రాల్లో ఏంటివి ఏంటివండి బీహార్ మరియు జార్ఖండ్ బీహార్ మరియు Jharkhand okay basic human needs category top స్టేట్గా గోవా రాష్ట్రం నిలిచింది సెకండ్ పొజిషన్లో పుదుచేరి మూడవ పొజిషన్లో లక్షద్వీప్ అలానే foundations of well being category top స్టేట్గా మిజోరాం నిలిచింది నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ లడాక్ అలానే మనకి ఎన్వైర్న్మెంట్ క్వాలిటీలో మిజోరాం నాగాలాండ్ మరియు మేఘాలయ టాప్ త్రీ స్టేట్స్గా నిలిచాయి ఆపర్చునిటీ పరంగా చూసినట్టయితే అడ్వాన్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రీడమ్ పరంగా మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పరంగా చూసినట్టయితే తమిళనాడు వచ్చేసి హయ్యెస్ట్ కాంపోనెంట్గా నిలిచింది ఓకే హైయెస్ట్ ర్యాంక్ దేనికి దక్కింది అంటే Tamil Nadu next best performing districts కనుక చూసినట్టయితే మన్ మిజోరాంకి చెందినటువంటి ఐజ్వాల్ హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి సోలాన్ అలానే Shimla emerge as the top three best performing districts so next important current affair అండి seventh India water impact summit ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది where was recently seventh India water impact summit held అంటే అది న్యూఢిల్లీలో జరిగింది ఈ పూర్తి కరెంట్ అఫేర్లో రెండు ఇంపార్టెంట్ అంశాలు నోట్ చేసుకోవాలండి సింపుల్గా చెప్పాలి అంటే ఏ విధంగా మనం ఫ్యూచర్ వాటర్ని స్కేర్ సిటీగా మారకుండా నేడు మనం ఇంప్లిమెంటేషన్ లేదా ఇనీషియేటివ్స్ తీసుకోవడం ద్వారా ఈ వాటర్ని అనేది సేవ్ చేసుకోగలుగుతామన్న అంశం పైన జరిగినటువంటి సమ్మిటే ఈ summit He summit is theme that is called on. Chala chala important. That is the major important point. The theme of this summit is restoration and conservation of large small rivers in large basin. Chinna rivers ni large basin lo conserve theme Very important. Please note down that theme. Restoration and conservation of small rivers in the large basin. Okay, with emphasis on mapping and convergence of five P's that is people, policy, plan, program and project మన భారతదేశంలో అన్ని రివర్స్ అనేటివి చిన్న చిన్న రివర్స్ అనేటివి ఎక్స్టింక్ట్ అవుతూ ఉన్నాయి అవి ఎక్స్టింక్ట్ కాకుండా ఉండేందుకు సైంటిఫిక్ కమ్యూనిటీ ఎకనామిక్ కమ్యూనిటీ మరియు ఇలా ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో కొలాబరేట్ అయి వాటిని ఏ విధంగా రీవ్యామ్ చేయగలం వాటిని ఏ విధంగా రక్షించుకోగలం అన్న డిస్కషన్ చేసేందుకు ఏర్పడినటువంటి ఒక ఫోరమే ఈ forum that is India water impact summit this is the seven summit held in New Delhi theme is restoration of small rivers in a large basin. So next important current affair అంటే India skill report twenty twenty three okay ఈ India skill report twenty twenty త్రీని ఎవరు లాంచ్ చేశారు అంటే వీబాక్స్ అనే సంస్థ వారు who launched this India skills report twenty twenty three it was launched by Wheebox okay Wheebox India skill limited okay ఈ వీబాక్స్ అనే సంస్థ ఇతర సంస్థలతో కొలాబరేట్ అయి ఈ పూర్తి రిపోర్ట్ని లాంచ్ చేసిందండి those other institutions are Confederation of Indian Industries AICTE All Indian Council for Technical Education AIU మరియు Sunstone Pearson AWS Economic Times మరియు టాగ్డ్ అనే ఈ యొక్క సంస్థలతో కలిసి ఈ యొక్క India skill report twenty twenty త్రీని మనం లాంచ్ చేసామన్నమాట ఈ యొక్క పూర్తి సర్వేలో అండి రిపోర్ట్ తయారు చేసేందుకు దాదాపు మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది క్యాండిడేట్స్ని సర్వే చేశారండి మన వి బాక్స్ ఇండియా వారు ఓకే ఈ యొక్క పూర్తి రిపోర్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివో నేర్చుకుందాం ఒకటి వచ్చేసి ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్ అవుతున్నటువంటి విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది ఎంప్లాయబుల్గా ఉన్నారు స్కిల్ బేస్గా ఉన్నారు last one year witness increase in employability of Indians భారతీయుల యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది ఎంప్లాయబిలిటీ అనేది పెరిగింది the evaluation found that fifty point three percent of the candidates were employable a significant increase when compare to the last years forty six point two percent అంటే పూర్తి గ్రాడ్యుయేట్స్లో యాభై శాతం కంటే ఎక్కువ మంది వ్యక్తులు మనకి ఎంప్లాయబుల్గా ఉన్నారనమాట నెక్స్ట్ మోస్ట్ ఎంప్లాయబుల్గా ఏ డిగ్రీలకు చెందిన వాళ్ళు ఉన్నారంటే బీకామ్ ఎంబీఏ మరియు బీ ఫార్మసీ చదివినటువంటి graduates are the most employable least employable graduates ఎవరైనా ఉన్నారు అంటే పాలిటెక్నిక్ మరియు ఎంసీఏ చదివినటువంటి candidates are least employable when it comes to the women work floors employability పూర్తి ఉమెన్ వర్క్ ఫోర్స్లో fifty two point eight percent of the women are employable okay it is higher then forty seven point two percent of employable men అంటే పూర్తి గ్రాడ్యుయేషన్ కలిగినటువంటి ఎంప్లాయీస్లో కేవలం నలభై ఏడు శాతం మంది మాత్రమే ఎంప్లాయబుల్గా ఉంటే మహిళల్లో ఎంప్లాయబిలిటీ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది that is it means women are more employable when compare to men ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి women are more employable when compare to men so ప్రస్తుతం the current status of women work force అండి మొత్తం వర్క్ ఫోర్స్లో ఉమెన్ యొక్క పర్సంటేజ్ వచ్చేసి థర్టీ త్రీ పర్సెంట్ ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఉమెన్స్ uh, చాలా ఎక్కువ పర్సంటేజ్ ప్లే చేస్తున్నారండి కానీ భారతదేశంలో కేవలం థర్టీ త్రీ పర్సెంటేజే when compare to the world average of thirty six percent of work force so next most employable state ఏది అంటే మోస్ట్ ఎంప్లాయబుల్ వర్క్ ఫోర్స్ కలిగినటువంటి స్టేట్ వచ్చేసి రాజస్థాన్ సెకండ్ పొజిషన్లో మోస్ట్ ఎంప్లాయబుల్ వర్క్ ఫోర్స్ కలిగినటువంటి స్టేట్ సెకండ్ పొజిషన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్కి దక్కిందండి ఓకే సో ఏ సెక్టార్కి చెందినవారు ఎక్కువగా ఎంప్లాయబుల్గా ఉంటున్నారు అంటే హై డిమాండ్ వచ్చేసి బిఎఫ్ఎస్ఐ బిజినెస్కి సంబంధించినవి ఫార్మాసిటికల్కి సంబంధించినవి ఫినాన్స్ సెక్టార్కి సంబంధించినవి ఐటీ మరియు కామర్స్ సెక్టార్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనకున్నాయి ఓకే ఎక్కువ శాతం హైరింగ్ వచ్చేసి okay hiring of freshers in these industries is expected to surge by twenty percent that is also very very important so Uttar Pradesh Maharashtra and Delhi are expected to have most employable talent by the year twenty twenty three అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది very important report who have recently released India skill report twenty twenty three అంటే బాక్స్ ఇండియా వారు వారితో పాటు Confederation of Indian Industry AICTE ఏఐసిటితో అవుతాయి AU Sunstone Pearson AWS Economic Times మరియు టాగ్డ్ అనే సంస్థలు కలిసికట్టుగా నిర్వహించినటువంటి సర్వే నుంచి ఈ రిపోర్ట్ని అనేది మనకు ప్రొవైడ్ చేశారు once you can pause and note down the statistics so here we come to the end of this session అండి president to launch EV Yatra portal and mobile app on energy conservation day ఇటీవలనే అండి మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఒక మొబైల్ యాప్ లాంచ్ చేశారండి ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొరకు ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఎలక్ట్రానిక్ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ ప్రదేశాల్లో ఈ యొక్క కార్ని ఛార్జింగ్ చేసుకునేటటువంటి ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ యాప్లో మనకు దొరుకుతుంది తద్వారా మనం ప్రయాణం చేస్తున్నటువంటి దారిలో ఒక ప్రాంతాన్ని చూజ్ చేసుకొని ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఓకే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఈ schedule to launch electronic vehicle Yatra portal and mobile application which will facilitate Yatra అనే ఒక పోర్టల్ని ఈవీ e యాత్ర అనే పోర్టల్ని మరియు ఒక mobile application which will facilitate in vehicle navigation to the nearest EV charger ఈ రెండు ప్లాట్ఫామ్స్ని కూడా ఎవరు డెవలప్ చేశారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు ఈ అప్లికేషన్ని డెవలప్ చేశారండి తద్వారా ఆ వెహికల్ ఎక్కడ స్టాప్ కావాలి ఎక్కడ హాల్ట్ కావాలో ప్లాన్ చేసుకోగలుగుతారు ఈ యొక్క బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు ఈ యొక్క వెబ్సైట్ని కూడా డెవలప్ చేశారండి to know To enable the charging point operators to register their charging details securely at national online database అంటే ఒక ఛార్జింగ్ స్టేషన్ని మేనేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఈ పోర్టల్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు ఎనర్జీ కన్జర్వేషన్ డే ఈ celebrated every year on December fourteenth అండి భారతదేశంలో so this is one of the major initiative which India to cup so friends ఇంతటితో మనం ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ని ముగిస్తూ I hope you are enjoying our classes. Thank you for watching our video. I wish you very all the best for all your exams for both Telangana and AP students. And thank you very much for watching our videos. This is Nikhil from Achievers Academy. Thank you.